నమస్కారం ఏటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగుదేశం పాలనపై శ్వేతపత్రాల విడుదలకు జగన్ సన్నాహాలు శాఖల వారీగా రూపకల్పన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విడుదల చేసే అవకాశం కృష్ణా కరకట్టపై నిర్మాణాలకు కొనసాగుతున్న సీఆర్డీఏ నోటీసులు అక్రమంగా కడితే కూల్చేస్తామని స్పష్టీకరణ వారంలో సమాధానం చెప్పాలని ఆదేశం తెలంగాణ సచివాలయంలో కార్యాలయాలు వెంటనే తరలించాలని ఆదేశాలు శాఖలకే భవనాల ఎంపిక బాధ్యత ఇప్పటికే కొన్ని చోట్ల గుర్తింపు సచివాలయం అసెంబ్లీ కాళేశ్వరంపై కాంగ్రెస్ అధ్యయనం మూడు కమిటీలు నియమించిన టీపీసీసీ పురపాలక ఎన్నికల సమాయత్తం కావాలని నిర్ణయం జూన్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ముప్పై ఆరు శాతం లోటు వర్షపాతం ఇరవై ఐదు శాతం వరకు తగ్గిన సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలను కరుణించని వరుణుడు మణిపూర్లో భారీగా మాదక ద్రవ్యాల పట్టివేత వంద కోట్ల విలువైన బ్రౌన్ షుగర్ జప్తు చేసిన పోలీసులు మహిళ సహా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో పలు విభాగాల్లో జరిగిన లోటుపాట్లను శ్వేతపత్రాల రూపంలో విడుదల చేసేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసే యోచనలో ఉంది జూలై రెండో వారంలో ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలను ఇందుకు వేదికగా చేసుకోనుంది తెలుగుదేశం పాలనపై విమర్శలు గుప్పిస్తున్న వైకాపా ప్రభుత్వం వివిధ అంశాలపై శ్వేతపత్రాలను సిద్దం చేస్తోంది జులై పదకొండు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఆ సమావేశాల్లోనే శ్వేతపత్రాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది శాఖల వారీగా సమాచారాన్ని సంబంధిత అధికారులు సిద్దం చేస్తున్నారు విభజన సమయంలో నవ్యాంధ్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం హయాంలో పెరిగిన అప్పులు ఓవర్ డ్రాఫ్ట్లకు వెళ్లటం తదితర అంశాలపై శ్వేతపత్రాలను తయారు చేస్తున్నారు రాజధాని అమరావతిలో భూ సమీకరణ నుంచి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు భూముల వినియోగం చేపట్టిన నిర్మాణాలు టెండర్ల ప్రక్రియపై మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు గత ఐదేళ్లలో ప్రభుత్వం పెట్టుబడిదారులతో చేసుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు సహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని రాష్ట్రానికి వచ్చిన వారికి కేటాయించిన భూములు వాటి ప్రక్రియ భూ వినియోగంపై మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది సాగునీటి ప్రాజెక్టులపై ఇంకో శ్వేతపత్రాన్ని సిద్దం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగుకు ముందు ఏ ప్రాజెక్టు పనులు ఎంతమేర జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పురోగతి టెండర్ల ప్రక్రియ పనుల విలువ పెంపు వంటి అంశాలపై మరో పత్రం విడుదల చేయనున్నారు ఇందులోనే పోలవరం ప్రస్తావన ఉండవచ్చని తెలుస్తోంది లేకుంటే పోలవరంపై ప్రత్యేకంగా మరో శ్వేతపత్రాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ఖర్చు విదేశీ పర్యటనలకు వెచ్చించిన మొత్తం వాటి వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై మరో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశముందని సమాచారం శ్వేతపత్రాలను శాసనసభలో విడుదల చేయాలా బయట ప్రకటించాలా అనే అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది చాలా మంది సభలో వెల్లడిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం కృష్ణా కరకట దిగువన అక్రమంగా నిర్మించిన మరికొన్ని నిర్మాణాలకు కూడా సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది మొన్న పది నివాసాలకు నోటీసులు అంటించిన అధికారులు నిన్న మరికొన్ని ఇళ్లకు తాకీదులు అంటించారు నదీ పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించారని ఏడు రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని సదరు ఇళ్ల యజమానులకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు అతిథి గృహం పాతూరి సుధారాణి చందనా బ్రదర్స్ కు చెందిన అతిథి గృహం శివక్షేత్రంలోని ఆరుగురికి ఈ నోటీసులు జారీ చేశారు వెంకటపాలెంలో రెండు కట్టడాలకు నోటీసులు ఇచ్చిన అధికారులు అక్రమంగా నిర్మించిన వాటిని కూలుస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన గ్రామ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి లక్షా ఎనభై ఎనిమిది వేల మంది పోస్టులకు జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయగా ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి జులై ఐదు వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఉంది ప్రభుత్వ పథకాలను లబ్దిదారుల ఇంటికే తీసుకువెళ్లి అందించేందుకు యాభై ఏళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించేందుకు A P real time governance society ప్రత్యేక వెబ్సైట్ను తయారు చేసింది ఇప్పటికే నాలుగు లక్షలకు మించి దరఖాస్తులు రాగా కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా ముప్పై ఆరు వేల పైచీలకు దాఖలయ్యాయి నెల్లూరు జిల్లా నుంచి అతి తక్కువగా పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి లక్షల సంఖ్యలో దాఖలవుతున్న దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలించే కార్యక్రమాన్ని చేపట్టారు దాదాపు అరవై వేల దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించినట్టు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి జులై పదిన ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అనంతరం సెలక్షన్ కమిటీలను ఏర్పాటు చేస్తారు ఇంటర్వ్యూల అనంతరం ఎంపికైన వారికి ఆగస్టు ఒకటో తేదీ కల్లా సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది వీరికి వారం రోజుల శిక్షణ ఇచ్చిన అనంతరం ఆగస్టు పదిహేను నుంచే వాలంటీర్ల నియామకం జరగనుంది తూర్పు నౌకాదళానికి సంబంధించిన సమీక్షలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు రక్షణ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలు అంశాలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు విశాఖ చేరుకున్న జగన్ నేరుగా తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు అక్కడ నౌకాదళ అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన జగన్ తర్వాత తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలోని కలవరి సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు తూర్పు నావికాదళం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులపై పరస్పరం సహకరించుకోవాలని రాజ్నాథ్ సింగ్ సూచించారు ప్రస్తుతం నడుస్తోన్న ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రి జగన్తో కలిసి సమీక్షించారు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా న్యావీకి రాష్ట ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తూర్పు నావికాదళ అధికారులతో కలిసి జగన్ విందులో పాల్గొన్నారు ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తిరుగు పయనమయ్యారు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది సభ్యత్వ నమోదు కోసం నియమించిన ఇన్ఛార్జీలతో నేడు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ కానున్నారు ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్లో సభ్యత్వ నమోదు బాధ్యతలతో కేటీఆర్ సమావేశం జరగనుంది కోటి మందిని సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా అరవై తొమ్మిది మంది ఇన్ఛార్జీలను తెరాస అధినేత కేసీఆర్ నియమించారు రెండు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున బాధ్యులను నియమించారు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కో నియోజకవర్గానికి ఒకరు పాత బస్తీలో మూడు నియోజకవర్గాలకు ఒకరికి బాధ్యతలు అప్పగించారు జులై ఇరవై వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేసి జులై ముప్పై నాటికి పార్టీ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు బాధ్యులతో సమావేశం కానున్న కేటీఆర్ కోటి మంది సభ్యులను చేరుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణ సచివాలయంలో కార్యాలయాలను వెంటనే తరలించాలని కేసీఆర్ సర్కార్ ఆదేశించింది భవనాల ఎంపిక బాధ్యతను ఆయా శాఖలకే అప్పగించిన ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి కనీసం రెండు వందల చెదరపాడుగులు ఉండేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేసింది ప్రభుత్వ ఆదేశాలతో కొన్ని శాఖలు అనువైన కార్యాలయాలను గుర్తించగా ఇతర శాఖలు అన్వేషణ కొనసాగిస్తున్నాయి తెలంగాణ సచివాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ప్రస్తుత భవనాల్లోని కార్యాలయాల తరలింపు కోసం రంగం సిద్దమవుతోంది నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేందుకు వీలుగా ప్రస్తుత భవనాల్లోని వివిధ శాఖల కార్యాలయాలను వీలైనంత త్వరగా తరలించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఆదేశించినట్లు సమాచారం ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ సంబంధిత అధికారులతో చర్చించారు కార్యాలయాల తరలింపు ప్రణాళికలు వీలైనంత త్వరగా ఖరారు చేయాలని స్పష్టం చేశారు ఇప్పటి వరకు చాలా శాఖల కార్యాలయాలను ఎక్కడకు తరలించాలో స్పష్టత వచ్చింది వ్యవసాయ శాఖను జాంబాగ్లోని మార్క్ఫెడ్ భవనానికి పశు సంవర్ధక శాఖను మాసప్ ట్యాంక్లోని సంచాలకుల కార్యాలయానికి తరలించేందుకు రంగం సిద్దమైంది బీసీ సంక్షేమ శాఖను మాసప్ ట్యాంక్లోని సంక్షేమ భవన్కు అటవీ శాఖను అరణ్య భవన్కు విద్యాశాఖను నాంపల్లిలోని ఎన్సీఈఆర్టీ భవనంలోకి తరలించనున్నారు విద్యుత్ శాఖను విద్యుత్ సౌదకు పౌర సరఫరాల శాఖను ఎర్రమంజిల్లోని కార్యాలయంలోకి తరలించాలని ప్రతిపాదించారు వైద్య ఆరోగ్య శాఖను ప్రకృతి చికిత్సాలయంలోకి గృహ నిర్మాణ శాఖను హిమాయత్ నగర్లోని కార్పొరేషన్ భవనంలోకి నీటి పారుదల శాఖను జలసౌదకు తరలించే అవకాశముంది పరిశ్రమల శాఖను అబిట్స్లోని ఎస్ఎఫ్సి భవనంలోకి కార్మిక శాఖను అంజయ్య భవన్కు తరలించనున్నారు పురపాలక శాఖ తరలింపు కోసం వివిధ భవనాలను పరిశీలిస్తున్నారు రెవెన్యూ శాఖను రిజిస్ట్రేషన్లు స్టాంపుల కార్యాలయానికి తరలించే అవకాశముంది సాధారణ పరిపాలన ఆర్థిక హోం న్యాయ ప్రణాళికా శాఖలను బూర్గుల రామకృష్ణారావు భవన్ కు తరలించనున్నారు మిగిలిన శాఖల కోసం భవనాలను గుర్తించాల్సి ఉంది కార్యాలయాల తరలింపులకు ఆయా శాఖల్లో నోడల్ అధికారులను నియమించారు తరలింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు శాఖల వారీగా గడువు విధించారు ప్రభుత్వ రంగ సంస్థల తరలింపునకు రెండు రోజులు రెవెన్యూ శాఖ తరలింపునకు గరిష్టంగా రెండు నెలల సమయముంది ప్రస్తుతం పదమూడు వందల అరవై ఐదు మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరి కోసం మూడు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని అంచనా అత్యధికంగా సాధారణ పరిపాలన శాఖలో మూడు వందల పంతొమ్మిది మంది ఉద్యోగులుండగా ఎనభై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమవుతుందని భావిస్తున్నారు తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నేతలు మేధోమథనం ప్రారంభించారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో సమావేశమైన టీపీసీసీ నాయకులు సాగునీటి ప్రాజెక్టులు పురపాలక ఎన్నికలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించి వ్యూహరచన చేశారు ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడమే కాకుండా తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయానికి వచ్చిన నేతలు మూడు కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు రేపటి నుంచి నాలుగో తేదీ వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలతో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని టీపీసీసీ తీర్మానించింది పురపాలక ఎన్నికలకు సంబంధించి జులై ఐదు నుంచి పది వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించారు జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ల బృందం సోమవారం సచివాలయాన్ని పరిశీలించి కొత్త భవనాలు ఎంతవరకు అవసరమో తేల్చాలని తీర్మానించింది కాళేశ్వరం పైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది సెక్రటేరియట్ గాని అసెంబ్లీ గాని కూల్ చేసి కొత్త భవనాలు కట్టడంపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యతిరేకం చేస్తుంది యాభై ఏళ్ళు ఇంకా లైఫ్ ఉన్న బిల్డింగ్లని కూల్చివేయడం సరికాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీస్ అట్రాసిటీస్ పోలీస్ హరాస్మెంట్ పెరుగుతుంది దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా జైల్ బరోను ఇతర కార్యక్రమం చేపట్టబోతున్నాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి ఏ వ్యూహం చేయాలి ఎవరు దేనికి ఇన్ఛార్జ్ ఉంటాడు అనే విషయాలు కూడా చర్చించడం జరిగింది అంతర్జాతీయ మార్కెట్లో వంద కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను మణిపూర్ పోలీసులు పట్టుకున్నారు మణిపూర్లోని తౌబాల్ జిల్లా లిలాంగ్ డ్యాంలో అక్రమ డ్రగ్స్ తయారీ పరిశ్రమ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ కర్మాగారంపై దాడి చేశారు నూట పదకొండు పాయింట్ రెండు కేజీల బ్రౌన్ షుగర్ ను స్వాధీనం చేసుకున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ఆ బ్రౌన్ షుగర్ విలువ వంద కోట్ల పైనే ఉంటుందని అధికారులు వెల్లడించారు narcotics and affairs of border అధికారులు పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్ తయారీదారులను పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థ అజుమాన్ సాయంతో ఈ మాదక ద్రవ్యాల తయారీ పరిశ్రమ గుట్టు రట్టు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు ఇంత పెద్ద మొత్తం విలువ చేసే డ్రగ్స్ ను పట్టుకోవడం మణిపూర్ చరిత్రలోనే ఇది పెద్దదని పోలీసులు వెల్లడించారు ప్రపంచ ఆర్థిక రంగం పురోగతి నెమ్మదించడంపై జీ ట్వంటీ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచ వాణిజ్య సంస్థను సంస్కరించుకోవాలని అభిప్రాయపడిన నేతలు అభివృద్ది ఉత్పాదకత పెరుగుదల ఉద్యోగాల సృష్టి నూతన ఆవిష్కరణలు అంతర్జాతీయ వాణిజ్యం పెట్టుబడులు ఎంతో కీలకమని ఒసాకా శిఖరాగ్ర సదస్సులో తీర్మానం చేశారు ఆర్థిక పురోగతిని సాధించేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు పన్ను ఎగవేతదారులు తమ దేశాలను సురక్షిత ప్రాంతాలుగా మలుచుకోవడానికి నిరాకరించడం ద్వారా అవినీతి నిర్మూలన కోసం జరుగుతున్న కృషిలో కీలకమైన భూమికను నిర్వర్తించాలని నేతలు నిర్ణయించారు నగదు అక్రమ చలామణిని నిరోధించడం ఉగ్రవాదులకు వివిధ రూపాల్లో నిధులు సమకూర్చే వారిపై ఆర్థిక చర్యల కార్యాదళం సవరించిన ప్రమాణాలను వర్తింపచేసేందుకు తీర్మానంలో అంగీకరించారు ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించేందుకు స్వేచ్ఛాయుత న్యాయబద్దమైన పారదర్శక సుస్థిరమైన వాణిజ్య విధానాలను అనుసరించాలని జీ ట్వంటీ దేశాలు తీర్మానం చేశాయి పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి తమ విపణులను తెరచి ఉంచాలని సదస్సు తీర్మానించింది ప్రపంచ ఆర్థిక సుస్థిరతకు క్రిస్టో ఆస్తుల ద్వారా ముప్పు కలగనివ్వరాదని దీని ద్వారా ప్రస్తుతం భవిష్యత్తులోనూ తలెత్తే సమస్యలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు నైరుతి రుతుపవనాల సీజన్ ఈసారి ఆశాజనకంగా కనిపించడం లేదు గడిచిన వందేళ్లలో జూన్ దాటిపోయినా వర్షాలు కురవకపోవడం ఇది ఐదోసారిగా నిపుణులు భావిస్తున్నారు దేశవ్యాప్తంగా ముప్పై ఆరు శాతం వర్షలోటు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది తెలంగాణలో ముప్పై ఎనిమిది శాతం మేర తక్కువ వర్షాలు నమోదయ్యాయి జూన్ మాసం ముగుస్తున్నా దేశవ్యాప్తంగా ఒక్క మహారాష్ట కేరళ మినహా దేశంలో ఎక్కడా వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు ఫలితంగా సాగు విస్తీర్ణం ఇరవై ఐదు శాతం వరకు తగ్గిపోయింది తెలుగు రాష్ట్రాల్లోనూ వాన చినుకు జాడలేదు జూన్ పద్దెనిమిది నాటికి రుతుపవనాలు విస్తరించినా అక్కడక్కడ చిరుజల్లులు మినహా ఎక్కడా చిత్తడిగా మారిన పరిస్థితులు కనిపించడం లేదు దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కేవలం తొంభై ఏడు మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది ఈసారి ఎల్నినో ప్రభావం ఏమీ లేకపోయినా నైరుతి రుతుపవనాలు మాత్రం ఇంకా మొహం చాటేశాయి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో డెబ్బై ఏడు పశ్చిమ గోదావరిలో అరవై మూడు కృష్ణా కడప జిల్లాలో యాభై ఒక్క శాతం మేర లోటు వర్షపాతం రికార్డైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు ఉండటంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు నమోదు కావచ్చని సమాచారం ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం సహా వాటి సత్వర పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని జులై ఒకటిన ప్రారంభించనున్నారు ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడ వేచి చూసేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు మంచినీటి సదుపాయం ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజా దర్బార్లో జగన్ ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని విజ్ఞాపన పత్రాలపై సంతకం చేసి సత్వర పరిష్కారం కోసం సంబంధిత విభాగాలకు పంపుతారు ఇప్పటికే ప్రతిరోజు చాలా మంది వినతులతో క్యాంప్ కార్యాలయానికి వస్తుండగా అధికారులు వినతి పత్రాలు తీసుకుని పంపిస్తున్నారు ఇక నుంచి నేరుగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉన్నందున ప్రజా దర్బార్కు వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు తెలుగుదేశం వైకాపా మధ్య ట్వీట్ల యుద్దం కొనసాగుతూనే ఉంది విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లకు తెలుగుదేశం నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు తాజాగా జగన్ మాట తప్పి మడమ తిప్పారంటూ తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు పట్టిసీమకు వ్యతిరేకంగా వివిధ సందర్భాల్లో జగన్ చేసిన ప్రసంగాల వీడియోలను లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు రెండు పేల పదిహేను ఏప్రిల్ నుంచి పట్టిసీమను వ్యతిరేకిస్తూనే తాజాగా ఈ నెల ఇరవై ఐదున అదే పట్టిసీమ నీటిని వైకాపా ప్రభుత్వం వదిలిందని ఎద్దేవా చేశారు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి తోడకం నిలిపివేసే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తానని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ది సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి రైతుల సమస్యలను తెలుసుకున్నారు గోదావరి డెల్టాలో సాగునీటి ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి తోడకం ప్రారంభించడం వల్లే నారుమళ్లకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందని మంత్రి తెలిపారు నార్మల్ కూడా నీరు సరఫరా చేయకుండా పట్టిసీమ ప్రాజెక్టు నుండి అప్పుడే లిఫ్ట్ చేయడం ప్రారంభించారంటే దాన్ని కొంచెం అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు మన అవసరాలకు పోను మిగులు జలాలను మాత్రమే మనం ఇతర కార్యక్రమాలకు మనం పంపించాలి మరి ఇక్కడే సరిగా నీళ్ళు లేనప్పుడు ఎవరు అనుమతి తీసుకుని మీరు నీళ్లు పంపుతున్నారనేది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముక్త కంఠంతో మరి ప్రశ్నించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి దాన్ని నిరుపుదల చేయించడానికి ప్రయత్నం చేస్తాం తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో రెండు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల నాలుగు సీట్లు మిగిలిపోయాయి దోస్తు మూడో విడతలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా సీట్లు కేటాయించారు మొత్తం మూడు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల నాలుగు సీట్లకు దోస్తు ద్వారా ప్రవేశాలు చేపట్టారు మొత్తం మూడు విడతల్లో కలిపి లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల మంది వివరాలు నమోదు చేసుకున్నారు రెండు విడతల్లో తొంభై తొమ్మిది వేల ముప్పై ఐదు మంది విద్యార్థులు సీట్లు ఖరారు చేసుకున్నారు మూడో విడతలో యాభై వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మందికి సీట్లు కేటాయించారు అందులో కొత్తగా సీట్లు పొందిన వారు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది మంది కాగా మరో ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది గతంలో ఉన్న సీట్లను మార్చుకున్నారు మూడో విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు జూలై నాలుగు వరకు ఆన్లైన్లో కాలేజీలకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు జూలై ఒకటిన తరగతులు ప్రారంభం కానున్నాయి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల తర్వాత ప్రత్యేక విడత ప్రవేశాలు చేపట్టాలని దోస్త్ అధికారులు భావిస్తున్నారు విజయవాడలో కాల్మని ఆరోపణలు కలకలం రేపాయి అప్పులకు బదులుగా వడ్డీ వ్యాపారస్తులు తమ స్థలం రాయించుకున్నారనే కారణాలతో లక్ష్మణరావు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు శారద శ్రీధర్ రామకృష్ణ అమీర్ పుల్లారావు అనే వ్యక్తులపై పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై నాలుగున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా లక్ష్మణరావు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు పోలీసులు మాత్రం రెండు రూపాయల వడ్డీకే తాను రుణం తీసుకున్నట్లు లక్ష్మణరావు వాంగ్మూలంలో చెప్పాడని వెల్లడించారు అప్పుకు బదులుగా స్థలం రాయించుకుని మిగిలిన మొత్తం ఇచ్చే ఒప్పందంతో రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు అయితే అప్పుల మినహా ఇస్తానన్న డబ్బును సమయానికి ఇవ్వకపోవడంతో లక్ష్మణరావు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు కుటుంబ సభ్యుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని డీసీపీ హర్షవర్దన్ స్పష్టం చేశారు పశ్చిమ బంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి హుగ్లీ జిల్లాలోని బండెల్ స్టేషన్ సమీపంలో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు రైల్వే ఉద్యోగి అయిన దిలీప్ రామ్ కార్యాలయానికి వచ్చేందుకు నైహతి రైల్వే స్టేషన్ కు వస్తుండగా అతడిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు దిలీప్ రామ్ను కోల్కతాలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించారని Chandernagore police commissioner Akhilesh Chaturvedi తెలిపారు దిలీప్ రామ్ భార్య బండేల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఉన్నారని సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు దిలీప్ కు అనేక బెదిరింపు ఫోన్లు వచ్చాయని తృణమూల్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ తెలిపారు ఈ హత్యలో భాజపా ప్రమేయం ఉందని ఆరోపించిన తృణమూల్ కాంగ్రెస్ హత్యను నిరసిస్తూ నేడు చిన్సురాలో పన్నెండు గంటల కు పిలుపునిచ్చారు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం brother was caught in the crossfire. Was caught in the crossfire.